అద్భుతమైన పాట ఎవరు పాడారో వాళ్ళే గెలిచినట్టు ఈ పాట నేను మహారాణి గారి కోసమే పాడుతున్నాను నేను ఎలాగైనా ఈ పోటీలో గెలిచి మహారాణి గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఈ పాట మీకోసమే నా మంచు చూడు నా మంచు చదివితే నేనెవరు తెలుస్తుంది మరిచి వాడిని కాను నిన్ను చూడకుండా నిన్ను ఉండలేను నిన్ను నేను చేయను బలవంతం బాగా లేదు నన్ను వద్దండం చేస్తున్నాను చిన్నోద్యోగం కానీ వజ్రాలు కొనలేను నీ మనసుకు కష్టం రానివ్వను మనసు విప్పి నాతో మాట్లాడు వచ్చి నన్ను వివాహం చేసుకో వావ్ అతను చాలా బాగా పాట పాడాడు కదా